హలో నా పేరు రామ్ గోపాల్ ఈరోజు టాపిక్ వచ్చి స్కామ్ స్కామ్స్ ఎన్ని రకాలు ఉంటాయి financial scam cyber scam relational scams product or good scam service scam ఇలా చాలా రకాల స్కామ్స్ ఉన్నాయి ఎడ్యుకేటెడ్ సిటిజన్ అన్ఎడ్యుకేటెడ్ సిటిజన్ కూడా ఇద్దరు కూడా ఈ స్కామ్లో ఇరుక్కుపోతున్నారు రీజన్స్ ఎందుకు స్కామ్లో ఒక సిటిజన్ ఇరుక్కుపోతున్నాడు అంటే అవేర్నెస్ లేక ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక ప్రాపర్ అప్డేట్స్ లేక ముఖ్యంగా ఏ స్కామ్లోనైనా ఇరుక్కోకుండా ఉండాలంటే ఫస్ట్ స్కామ్ ఐడెంటిఫై చేయాలి స్కామ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా స్కామ్ని అవాయిడ్ చేయాలి అనే విషయాలు ముఖ్యంగా ఒక సిటిజన్గా మనం తెలుసుకోవాలి మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి మనం అవేర్నెస్ని వేరే సిటిజన్స్కి ఇవ్వాలి అది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అలాగే కొత్త అప్డేట్స్ నువ్వు ఉన్న సిస్టంలో కొత్త మార్పులు కొత్త చేంజెస్ ఏమొచ్చినాయి మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఈ అవేర్నెస్ ఈ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల కొంతవరకు స్కామ్ని మనం కంట్రోల్ చేయగలం ఆ ఊపిలో మనం పడకుండా ఉండగలుగుతాం థ్యాంక్ యూ